hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న మా ఆంధ్ర మినిస్టర్ బొత్త సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే గారికి వేదిక నిలిచిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన సోదరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అధికారులకి అందరికీ నా నమస్కారం ఈ రోజుని నాకు చాలా సంతోషం వేసింది రెండు విషయాలు ఒక్క విషయం నేను రెండు సంతోషం నాకు ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టాను కానీ మా సొంత ఊరు రాజాం ఇక్కడ మీకు అందరూ తెలుసు ఎక్కడ నెల ఒక గంట వైజాగ్ రెండో ఊరు మరొకటి ఏంటంటే నా first airport Hyderabad airport Shri Rajasekhara Reddy garu foundation వేశారు మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయినటువంటి అది రెండో సంతోషమైంది నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని నేను కోరుకుంటున్నాను నేను ఇది ఈ రోజు నా డెబ్బై మూడు సంవత్సరాలు this is the happiest day నాకు ఈ రోజుని